నమస్కారం the Shivakrishna U ninety skit అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నా welcome to my channel this lockdown has affected every one of us అది పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు నెగిటివ్ వే మేబీ ఫైనాన్షియలీ చాలామంది ఇన్కమ్ దెబ్బతినింది పీస్ ఆఫ్ మైండ్ లేదంటున్నారు మోస్ట్లీ మనీ ఇష్యూస్ ఎక్కువ లాక్డౌన్ ఎఫెక్ట్ uh, వల్ల but I mean for me it has affected me positively the lockdown has affected me positively అని చెప్పాలి బికాస్ ఈ లాక్డౌన్లో నాకు చాలా విషయాలు I have went through so much of like a pain అని చెప్పొచ్చు maybe like some kind of rejuvenation and I have rediscovered myself అని చెప్పొచ్చు లాక్డౌన్లో అసలు నేనేంటి ఒక ఫ్రీ టైం ఉంటే నేను ఏం చేయగలుగుతాను what are my strengths what are my weaknesses what can I do positively for my growth అని చాలా నేను ఆలోచించాను డైలీ ఆలోచించేవాడిని అసలు ఈ లాక్డౌన్ వల్ల నాకేం ఉపయోగం లైక్ వన్స్ ఆఫ్ ఆల్ మనం అందరం ఒక బిజీ లైఫ్ని like we have we have a came out of the busy life so call busy life and మనం అంటే ఏంటి మనము ఈ ఫ్రీ టైంలో మనం ఏం చేయగలము మనం అసలు what are we capable of అని చాలా క్వశ్చన్స్ నా లైఫ్ నా నాలో చాలా లైక్ uh, uh, వినిపించాయి so I just wrote a small poetry I just want to read to you guys regarding this lockdown I'm starting now we didn't go through the great depression we're not a part of world war we are not the rebels we didn't fight for a we didn't fight for a social cause we are not freedom fighters we are not part of any great tragedy yet we complain of our so-called depression or mental health creeping in our minds no peace of mind fluttering thoughts human needs make sure of this and that and oh my god the list goes on and that too in this judgmental world thinking in our neighbor's point of view, peer pressure, loudmouth aunties after eating nicely and no work to do in house who call every day and inquire, Tumara beta kya kar raha hai? Instead, why can't she ask, I heard your son sings or plays guitar well. Can you ask him to send a recording or what does he like? All they ask is, is he going to America or Australia or London? After he settles there, then his parents say, we don't want any girl from abroad. We will look after a good girl, traditional values and his son is made to believe that she is the right one for him. After some years or maybe immediate, all she does is not respecting them and daughter-in-law fights arise. He settled abroad, parents lament that their son doesn't take care of the uh, parents. Is that what you wanted for your son? please please encourage your son's inner talent nurture his talent all you want is a auntie or uncle speaking high of your son and he's abroad what will it bring do you see the situation now there is no america or australia or london all are sailing in the same boat once the situation hits only talent counts not money yeah money is important but how does it come when talent meets opportunity money comes give some time to your children they will definitely reach there if effort is taken then money comes as you wished i think this quarantine would have given a chance to know about your son's or daughter's inner talent that he or she hasn't frankly talk, talked about with you but it may be like you didn't even give space for them to talk about it please recognize their talents there is lot of uh, talent hidden inside volumes of pressure human experiences, low serotonin levels, mental health, a stigma nowadays, who to tell, whom to tell, where were they in my shoes, will they understand me, will they feel me, feeling bad must not be known outside because it cannot be solved by everyone just hold a smile in your face like everything's okay dad's tension mom's greeting sounding like help to me lol what is my purpose in this world so this is a poetry I written lockdown time it's just like మనలో ఉన్న టాలెంట్ని మన పేరెంట్స్ ఎప్పుడు గుర్తిస్తారు వాళ్ళకి ఎప్పుడు ఒక సొసైటీలో మన చిల్డ్రన్ నిలబడాలి మన చిల్డ్రన్ ఒక మంచి ఫ్యామిలీ స్టార్ట్ చేయాలి వాడు ఒక లైఫ్లో ఒక మంచి మంచి మనిషిగా ఎదగాలి అని చెప్పి ఆలోచిస్తారు దాన్ని నేను తప్పు చెప్పట్లేదు but every person's wiring is different I mean the mind is different వాళ్ళ చేతిలో లేదది it's a god given design మనం మార్చగలుగుతామా లేదు definitely we cannot change it I I challenge you so వాడు ఒక లైక్ వాడు ఒక ఎడ్యుకేషనల్ పాత్లోనే పోవాలని లేదు he can go in his own path every one's life is different every one's talents are different వాడు మ్యూజిక్లో స్ట్రాంగ్ అవ్వచ్చు ఆర్ట్స్లో స్ట్రాంగ్ అవ్వచ్చు మేబీ రైటింగ్లో స్ట్రాంగ్ అవ్వచ్చు there are many fields guys guys why want to pressurize them only the academic field వాడు like it's a stable life అని స్టేబుల్ లైఫ్ అని వాడు ఏం చేస్తాడు maybe he will you want to push him push him and push him all he just goes through is just mental strain nothing else వాడు your son or daughter if he is liking something if you wants to go in to a feel like that you just encourage him that is a big boost to them you don't understand their mental plight now is so much pressure in this world ఈ లైఫ్లో ఈ లైఫ్ అనే దీంట్లో ఎదగాలి సక్సెస్ అవ్వాలి ఒక్కటే వాడి తల్లో ఉంటుంది తప్ప ఒక ఫెయిలియర్ని ఒక చాలా చెడుపుగా చూస్తున్నారు ఈ లైఫ్ ఈ వరల్డ్ ఇంతకుముందు పెద్ద పెద్ద లైఫ్ లైఫ్లో పెద్ద పెద్ద వచ్చిన వాళ్ళందరూ ఫెయిల్ అవ్వలేదా they all fail thousands and millions and lakhs of times లాస్ట్లో గెలిచారు బట్ ఇప్పుడున్నే ఫాస్ట్ వరల్డ్లో ఫెయిల్ అయితే లైక్ ఈ స్ట్రోన్ అవుట్ వైస్ లైక్ దట్ దాని వల్లనే ఒక చిల్డ్రన్ వచ్చి ఒక మెంటల్ ప్రెషర్ గురవుతున్నారు ప్లీజ్ మీ ఎక్స్పెక్టేషన్స్ని మా మీద రుద్దకండి let them live their way ఈ చైల్డ్ ఇస్ డిఫరెంట్ మీరు ఒక పాత్ర సక్సెస్ అయినారని చెప్పి వాళ్ళు ఆ పాత్ర రావాలని లేదు be happy that they are choosing their own path and they are trying to succeed in it give them the space that's all I want to tell to your parents ఈ లాక్డౌన్లో something or other your children would have shown interest or something would have the, or the other sorry they would have shine just give them some space time time అయితే ఏంటి he will get married he will become successful in life థర్టీస్లో మ్యారేజ్ అయిపోవాలి థర్టీ ఫైవ్లో సక్సెస్ అవ్వాలని ఎవరు రాసలేరు ఆ డైరీలో he will eventually become successful just give them the space so sorry నేను కొంచెం ఎమోషనల్ అయ్యాను just uh, this lockdown is energy taking and very tiring and yeah, I understand it but give it some time you will definitely seek the fruits of profit walk your path and all the best to you guys and thank you guys for watching this video if you like the content please subscribe to my channel this is your 90s kid Shiva Krishna signing off eat healthy stay safe bye bye